పోయిన ఆదివారం చూస్తే అంద చాలా బాగుంది అంటే అందరూ చాలామంది తెల్ల బట్టలతో ఉన్నారు మరి ఈవేళ చూస్తే మామూలు అయిపోయింది ప్రైస్లాడ హాలేలోయ దేవునికి స్తోత్రం ఈ పగటి వేళ మరి ఒకసారి మన దేవుని ఆరాధించడానికి దేవుని స్పంచడానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నారు ఇప్పుడే రెండు వారాలు దాటిపోతూ ఉన్నది ఇంకొక వారం కూడా పోతే ఒక నెల ఈ సంవత్సరం ఇలా రెండు వేల ఇరవై సంవత్సరం భయంకరంగా దాటిపోయింది మనం అందరిని కూడా దేవుడు తన కృపలో భద్రపరిచి దేవుడు కాపాడి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశించి దేవుని మయపరచడానికి దేవుని సృంచడానికి దేవుడు మన కృప అనుగ్రహించి ఉన్నారు దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించినట్లుగా దేవుని కొరకు ఎక్కువ మనము ముందుకు మనం సాగిపోవాలి ఈ రోజు మనం చదివినటువంటి కీర్తన భాగము యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయన కృజ్ఞాసులు చెల్లించుడి నిరంతరము నిలిచినని అగరవనం ఇస్రాయల్ అందరూ అందరూ కాక నిలిచినని అగరోని వంశస్థులు అందరు కాక నిరంతరం నిలిచినని యహోవయందు భయభక్తులు గల వారందరూ అందరు కాక ప్రియులారా దేవుని కృప నిరంతరం ఉంటుంది దేవుని కృప ఉన్నబట్టే మనం ఈ విధంగా దేవుని సెల్లో ఉన్నాం దేవుని కృప మనతో ఉండి మనల్ని కాపాడుతున్నారు కనుక ఈ విధంగా మనం దేవుని యొక్క సందలో మనం ఉన్నాం కనుక ఈ పాటి వేళ దేవుని సెల్లో మనం వచ్చి దేవుని స్థుతించడానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నాడో మనం మర్చిపోకూడదు లోకములో మనకెన్ని ఉన్నా లేకపోయినా కానీ దేవుని స్థుతించి దేవుని ఆరాధించాలి అది మనకు ప్రాముఖ్యమైనటువంటిది భౌతికం ఉన్నది ఆత్మీయం ఉన్నది ఆత్మీయం పరలోకరాజ్యం పరలోకరాజ్యానికి సంబంధమైనటువంటి ఆరాధన స్థుతి ప్రార్థనలు దేవుని కొరకు జీవించటము ఇవన్నీ ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క రాజ్యానికి సంబంధమైనది ఈ లోకములో మనం కష్టపడుతున్నాం పనిచేస్తున్నాం డబ్బులు ఇవన్నీ మనకు అవసరం మనం జీవిస్తున్నాం ఇదన్నీ భౌతిక అవసరాలు కనుక భౌతిక అవసరాలు జరగాలి ఆత్మీయ అవసరాలు జరగాలి కొంతమంది భౌతిక అవసరాల కొరకే మాత్రమే ఉంటారు అది తప్పుగా తప్పు అయితే ఆత్మీయమైనటువంటి అవసరాలకు మన ప్రాముఖ్యత ఇవ్వాలి ముందు దేవుని యొక్క సన్నిధిలో మన ప్రాముఖ్యత ఇవ్వాలి ఆత్మీయమైనటువంటి దీవెన ఆత్మీయమైనటువంటి అవసరాలు దేవుని కొరకు మనం జీవించాలి ప్రభువులో మనం ముందుకు సాగాలి దేవుని పనులు చేయాలి దేవుని కొరకు జీవించాలి ఇవన్నీ మనం ముందు మనం ఛాన్స్ ఇచ్చి దీనికి అన్ని మనం ప్రాముఖ్యత పెట్టుకొని జీవించినప్పుడు భౌతిక దీవెనలు భౌతిక ఆశీర్వాదాలన్నీ దేవుడే మనకు అనుగ్రహిస్తారు కనుక లోక సంబంధమైనటువంటిది ఏది కూడా ఆన్యమైనటువంటి జీవితంలో మనకు అడ్డు రాకూడదు అది మనం గ్రహించాలి మనం ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఏ పనులు చేసినా ఏది చేసినా కానీ దేవుని కొరకు జీవించే విషయంలో దేవుని ఆరాధించి దేవుని స్థుతించి దేవుడిని మహిమపరిచే విషయంలో అదేది కూడా మనకు అడ్డు రాకూడదు దేవుని కొరకు జీవించాలి అందుకని ఇక్కడ అంటున్నారు ఎగోవా భక్తులందరూ మొట్టమొదటి ఇస్రాయేలు ఇస్రాయేల్లోనే ప్రభు ఉన్నారు ఇస్రాయేలు సొంత ప్రజలు అయితే ఇస్రాయేలు అగ్రవణ వంశస్థులు అని చెప్పిన తర్వాత ఏమంటున్నారండి పైభక్తి భయభక్తుల వారందరూ ఆ మాట కాక ఏ మాట యహోవా కృప నిరంతరం నిలిచినని దేవునికి స్తోత్రం దేవుని కృప నిరంతరం నిలుస్తుంది దేవుడు మనల్ని కాపాడుతున్నారు ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు నాలుగో వచనం మనం చదువుకుందాం తర్వాత యహోవాకు మొరబెట్టిదిని చాలా స్థలం మంది యహోవా నాకు చాలా స్థలం ఉంది యహోవా నాకు ప్రియులారా దేవుడు మనకు ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడు యహోవా దయాళుడు ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి వాళ్ళని కాపాడుతున్నారు కృపాదేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ప్రియులారం చూడండి తర్వాత మనం చూసినట్లయితే ఎగోవా నా పక్షములో ఉన్నాడు నేను భయపడను నేను భయపడను నాకేమి నరులు నాకేం చే దేవుని బిడలైతే మనం భయపడక్కర్లేదు దేవుని కొరకు మనం జీవిస్తున్నాం ఎగోవా నా పక్షములో ఉన్నాడు నా ప్రక్కన ఉన్నాడు ఎగోవా ఎగోవా నాకు తోడై ఉన్నాడు దేవుడు నన్ను కాపాడుతున్నారు కదా సంవత్సరం అంతా దేవుడు మనకు తోడై ఉండి పక్షమున ఉండి దేవుడు వలన కాపాడారు దేవుడు వలన దీవించారు అందువలన మనం ఏం భయపడక్కర్ల ప్రభు మనకు ఉన్నాడని దేవుడు నాతో కూడా ఉన్నాడని మనం గ్రహించుకొని దేవుని కొరకు జీవించారు తర్వాత మాట చదవండి వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేర్చి చూచేదను మనుషులను నమ్ముకున్న కంటే మనుషులను నమ్ముకొనట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మేలు రాజులను నమ్ముకున్న రాజులను నమ్ముకొనట కంటే యహోవాను ఆశ్రయించుట యహోవాను ఆశ్రయించుట మేలు పిల్లారా మనుషుల మీద నమ్మకం ఉంచుతారు కొంతమంది మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నారు మనుషుల మీద మనుషులు ఏదో చేస్తారు మనుషులు ఏదో కాపాడుతారు చూస్తారని ఎప్పుడు కూడా మన మనుషుని మీద నమ్మకం పెట్టకూడదు అందుకనే బైబిల్లో ఉంది మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులైనా కానీ మంత్రులైనా రాజులైనా భక్తులై పెద్దవారైనా అధికారులైనా కానీ వారి మీద రాజులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు దేవునికి స్తోత్రం కనుక ప్రియులారా మన జీవితంలో మన ఈ లోకంలో మనుషులు నమ్మటం కాదు రాజులు నమ్మటం కాదు యహోవాని మనం ఆశ్రయించుకొని యహోవాని నమ్ముకొని యహోవా మీద ఆశ్రయం పెట్టుకొని దేవుని కొరకు ప్రిలారా మనం జీవించినట్లయితే ప్రభువుల్ని ఎంతగానో దీవించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఆయన కృపా దేవుడు మనకు అనుగ్రహిస్తారు సమయం చాలా ముందుకు సాగుతుంది ఇలా మళ్ళీ మనం మొదటి ఆరాధన రెండు ఆరాధన మనం ప్రారంభించాం ఎందుకంటే ఇలాగనే జరగటం మంచిదని అనుకు అనుకున్నాం కనుక ఎందుకంటే ఏడున్నరకి రావటానికి అనుకూలంగా ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు కనుక కొంతమందికి ఏమో ప్రొద్దున పని అవ్వదు పది నుంచి అందుకని రెండు ఆరాధనలు మనకు ఏర్పాటు చేయడం జరిగినాయి అది మాత్రం కాదు కరోనా కాలంలో ఇంకా కరోనా కూడా పూర్తి అవ్వలేదు జరుగుతానే ఉన్నాయి అక్కడక్కడ కరోనా ఉండాలే ఉండయి అయితే దేవుడు మనకు తోడై ఉండి మనం నడిపిస్తారు ఈ విధంగా రెండు ఆరాధనలు మనం ప్రస్తుతం మనం కొనసాగిస్తాం దేవుని కృపానికి అనుగ్రహించిన రెండు ఆరాధనలు కూడా అందరూ వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి దేవుడు మనకు తోడై ఉండి దేవుడు మనం దీవిస్తారు మనుషులను నమ్ముకున్నట ఎగోవాను ఆశ్రయిస్తాం రాజును నమ్ముకున్నట ఎగోవాను ఆశ్రయించి దేవుని కొరకు ప్రిలారా మనం ముందుకు సాగినట్లయితే దేవుడు ఎంతగానో మనం దీవిస్తారు మనకు ఈ అధ్యాయాలన్నీ మనం చూసినట్లయితే చాలా మంచి మాటలు ఉన్నాయి కీర్తనలో అయితే ప్రిలారని చదవడానికి సమయం కాదు సమయం ఇప్పుడే ముందుకు సాగింది దేవుని యొక్క వాక్యం మనం వినాలి ఈ సమయంలో దేవుడు మనల్ని ఇంకా దీవించి మనల్ని బలపరిచి ఆయన కృప దేవుడు మనకు ప్రభు సల్లో సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో బాగలెక్క ఉన్నటువంటి వారు ఉన్నారు నీరసంగా ఉన్నటువంటి వారు ఈ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని ఆరోగ్యముతోను దేవుడు మనల్ని కాపాడి బలమిచ్చి దేవుడు మనల్ని దీవించి అన్ని విధ ఆశీర్వాదాలతో నింపి దేవుడు తన కృపలో భద్రపరిచి దేవుని కొరకు ఎక్కువ మనం ముందుకు సాగడానికి దేవునికి ప్రియులార ఎన్నో పరిచర్య అన్ని జరగాలి ఇవన్నీ దేవుని సల్లో జరిగినట్లుగా దేవుని కొరకు నిలబడినట్లుగా ప్రభువులో మనం ముందుకు సాగడానికి మనం ప్రార్థిస్తాం దేవుడు మనకు తోడని నడిపిస్తారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఒక ఆశీర్వాదంగా గొప్ప దీవెనగా దేవుడు మనకు అనుగ్రహించిన గాక అని ప్రార్థిస్తున్నాం దేవుడు మనల్ని దీవించి బలపరుస్తారు ఆయన కృపలో నడిపిస్తారు కష్టములో శోభ ఉన్నటువంటి వారు శోభ కొరకు మనం ప్రార్థిస్తాం అలాగనే కొంతమంది నీరసంగా బలహీనంగా ఉన్నటువంటి వారు ఉన్నారు వారందరి కొరకు మనం ప్రార్థిస్తాం దేవుడు మనం దీవించగా చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళదాం ప్రైసలోడ హాలేలు యా హాలేలు యా తండ్రి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా ఇంతవరకు కూడా మీరు దీవించినందుకు స్తోత్రం ప్రభా నీ కృప మాకు అనుగ్రహించండి ఈ ఇరవై ఒక సంవత్సరంలో ప్రవేశించి ప్రభా ఈ రెండవ ఆదివారం నీ సంధికి రావడానికి నేను స్థుతించడానికి మైపరచడానికి చక్కని అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రం కష్టంలో బాధతుంటే వారిని ముట్టుండి వారి బలహీనలో ఉండి వారిని విడిపించి నీ కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అన్ని విధాశ్రమాలతో నింపి నీ నామం తండ్రి మీరు మహిమపరచండి బలహీన బలపరచండి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించి ప్రతి ఒక్కరి యొక్క అవసరంలో నీవే సహాయం చేసి మమ్మల్ని కాపాడి బలపరచమని తోడుగా ఉండమని నీ వాక్యంలో ప్రభా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ నామరమైపరచండి యేసు ప్రభు నామన గురించి నామ తండ్రి ఆమెన్ ప్రైసలాడ్ హాలేలుయా హాలేలుయా దేవుని కొరకు ఇప్పుడు ముందుకు సాగిపోద్దాం ప్రభు దీవిస్తారు ఈ సమయంలో దేవుని వాక్యం మనం వింటాము సజీవంతో మాట్లాడతారు దేవుని వాక్యంలో మనం వింటాం ప్రార్థనతో దేవుని సెల్లో ఉండాం దేవుడు మనం దీవించడం కాక ఆమె సాక్ష్యం చెప్పడానికి ఏం సమయం లేదమ్మా ఇస్తే ఇప్పుడు అందరూ లేస్తారు ఏం మాట సరే దేవుని కృప ఆ వెంకటేశ్వర తోడై ఉండి ఎప్పుడు ప్రార్థనకి వెంకటేశ్వరమ్మ చెప్తూ ఉండారు లేస్తూ ఉండారు అమ్మ సాక్షి భవానీ మనకు కొంతకాలం మన మధ్యలో లేరు ఒంగోలు వెళ్ళిపోయారు మరలా తిరిగి పాము రావటానికి కృప ఇచ్చారు దేవునికి స్తోత్రం చెప్పండి సంతోషం లేదా దేవునికి స్తోత్రం హాలేలుయా అంతేనా అయిపోయిందా సరే చూసారా నేనైతే రెండు మాటలు చెప్పాను లేకపోతే ఇప్పుడు అరగంట దేవునికి స్తోత్రం వెంకటేశ్వరమ్మ పొలం కొనడానికి కొద్దిగా అర ఎకరం పొలం కొనడానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నారు అది కూడా దేవుని కృపే మనం ఏదైనా కొనగలుగుతున్న కొనగలిగిన మన ఏదైనా మనకు దేవుడిచ్చిన అదని దేవుని కృపే దేవుడు మనకు ఇస్తున్నారు దానిలో కాకపోతే ఏంటంటే వాళ్ళ లోక ప్రకారం బాగా ఉండాలని మాత్రం మనం కోరుకోవడం దానికంటే మించినటువంటి కోరిక ఆత్మీయమైనటువంటి కోరికలు దేవుని రాజ్యం అది మనం ఎక్కువ కోరుకోవాలి అప్పుడు ఈ లోక ప్రకారం కూడా దేవుడు దీవిస్తారు వెంకటేశ్వర వాళ్ళు కష్టపడి చెరువును నడిపిస్తున్నారు అయితే ఆ భర్త మారుమనసు పొందాలి అత్తగారిని దేవుడు దీవించి బలపరచాలి విడ విడుదల ఇవ్వాలి దేవునికి స్తోత్రం అలాగనే అందరిని దేవుడు కాపాడులుగా ప్రార్థిస్తాం ప్రభువులో ముందుకు సాగుదాం దేవుడు మనం దీవిస్తారు ప్రైస్లో దేవుని నామానికి మేము కలుగును గాక ఈ పగటి వేళ మరొకసారి దేవుని సన్నిధిలో మీతో పాటు కలిసి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సమయం చాలా తక్కువ తక్కువ ఉంది కనుక త్వర త్వరగా వాక్య బలలోనికి వాళ్ళ నాశపడుతున్నాను నిర్గమాకాండం ఆరో అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు నిర్గమాకాండం ఆరవ అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి వాళ్ళు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేనని మోషేతో అనెను మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నేను యహోవాను నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమై తిని కానీ ఎహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముకు కనాన దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీల దాసత్వమునకును లోపరిచి ఉన్న ఇస్రాయేళ్ల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నారు నీవు ఇస్రాయేలుతో ఇలాగ చెప్పుము నేను యహోవాను నేను ఐగుప్తీలు మోయి ఐగుప్తీలు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినే ఎందును అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు నేను అబ్రహాము ఇస్సాకు యాగోబులకు ఇచ్చేదనని చేయి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు శ్వాసముగా ఇచ్చేదను నేను యహోవానని చెప్పమనగా మోషే ఇస్రాయేలుతో అలాగ చెప్పాను అయితే వారు మనోవ్యాకులను బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి చాలు మనకందరికి బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగము లేఖన భాగము మనకందరికీ తెలుసు ఇజ్రాయేలీ జీవిత చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు సందర్భాలు సుమారు దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఎక్కడ జీవించారంటే ఐగుప్తులో బానిసలుగా దాసత్వంలో జీవించినట్లుగా మనం నేర్చుకుంటాం వాక్యంలో అలాగా నేర్చుకుంటున్నప్పుడు అలా దాసత్వంలో ఉంటూ ఉండగా ఎక్కువ వివరించుకుంటూ వెళ్ళడానికి సమయం లేదు కనుక ఫాస్ట్ ఫాస్ట్గా త్వర త్వరగా వెళ్తాను అలాగే వారు దాసత్వంలో ఉంటూ ఉండగా బానిసత్వం ఐగుప్తు బానిసత్వంలో ఉంటూ ఉండగా ఐగుప్తియుల చేత లేకపోతే ఫరో యొక్క ఆ అధికారం వలన వారు అనేకమైనటువంటి విపరీతమైనటువంటి బాధలు అనుభవిస్తారు విపరీతమైనటువంటి దాస్యత్వ కఠినమైనటువంటి శ్రమల గుండా వెళుతున్నటువంటి సందర్భంలో వారు ఏం చేస్తారంటే దేవుని వైపుకు తిరిగి దేవుని వైపుకు మరలుకొని ఏం చేస్తారంటే కన్నీళ్లు విడటం ప్రారంభిస్తారు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి మూలుగును విని వారికి వారికి విడుదల నుంచి వారి కొరకు దేవుడు మోష అనేటువంటి ఒక నాయకుడిని ఎన్నుకొని వారి విడుదల కొరకు దేవుడు ఆ మోషని పంపించి అక్కడి నుంచి కనాను దేశానికి తీసుకువెళ్తున్నట్లుగా మనం చూడగలుగుతాం అయితే ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మొత్తం వివరించే సమయం లేదు కానీ కొన్ని వచనాలు మాత్రమే నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను ఇజ్రాయేలీలు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు బాధపడుతున్నప్పుడు ఇజ్రాయేలీలు దేవుని సన్నిధిలో మూలగడం ప్రారంభించినప్పుడు దేవుడు వారి కన్నీటి వీటన్నిటిని ఏం చేశాడంట చూచినట్లుగా మనం చూస్తాం దగ్గరగా ఒకంత దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ దేవుని బిడ్డలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడి బిడ్డలు ఆ ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలు కష్టతరమైనటువంటి అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు వేదన గుండా అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలు పెట్టేటువంటి కన్నీళ్ళను చూచే దేవుడే మన దేవుడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియ అయితే కొన్ని మాటలు మాత్రం నేను మీ ముందు నుంచి నేను త్వర త్వరగా కూర్చోవాలని ఆశపడుతున్నాను దేవుడు ఆరో వచనంలో మనము చూడగలిగినట్లయితే ఇజ్రాయేలీలు ఎటువంటి ఎటువంటి బాధ ఎటువంటి శ్రమను అనుభవిస్తున్నారో మనం చూడగలుగుతాం కాబట్టి నీవు ఇజ్రాయేలీలతో ఇలాగో చెప్పుము నేను ఇహోవాను నేను ఐగుప్తియులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను వారి దాసత్వం నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పును తీర్చి మిమ్మల్ని విడిపించి మీకు దేవుడునై ఉంటాను ఐగుప్తీయుల బరువు క్రింద నుండి నేనేనని మీరు తెలుసుకుందరు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలో ఇజ్రాయేలీలు లేకపోతే దేవుని బిడ్డల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఐగుప్తు అనేటువంటి లోకము ఆ లోకపు శ్రమల ఉండా అటువంటి ఆ వేదనకరమైనటువంటి అనుభవాలు గుండా ఆ వారు పెట్టేటువంటి బరువులు మోయలేనటువంటి పరిస్థితి గుండా అటువంటి భారముతో వాళ్ళు జీవిస్తుండగా వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే దేవుని వైపుకి తిరగడం ప్రారంభించారని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయ మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి చింతలు అనేకమైనటువంటి వేదనలు అనేకమైనటువంటి కన్నీటి అనుభవాలు గుండా వెళుతున్నప్పుడు దేవుడు ఆశపడేది ఏంటంటే ఒకవేళ మనము దేవునికి దూరముగా ఉన్నట్లయితే ఒకవేళ అటువంటి ఆ లోకపు కాడి కింద మనం జీవిస్తూ ఉన్నట్లయితే అటువంటి లోకపు బరువును మనము మన హృదయంలో మోస్తున్న వారమైతే దేవుడు కోరుకున్నది ఏంటంటే నువ్వు మనుషుల వైపుకు కాదు తిరగాల్సింది నువ్వు ఎవరి వైపుకి తిరగాలని దేవుడు ఆశపడుతున్నాడంటే దేవుని వైపుకు తిరగాలని దేవుడు ఆశపడే దేవుడు అందుకని మనం చదివినటువంటి కీర్తన భాగంలో ఏమంటాడంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులను ఆశ్రయించటం కంటే ఎవరిని ఆశ్రయించడం మేలంటాడు యహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది వేదనలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు హృదయం వెర్రెక్తూ ఉన్నప్పుడు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం లేకపోతే మనుషుల వైపుకి తిరుగుతూ ఉంటాం మన బంధువుల వైపుకి తిరుగుతూ ఉంటాం మన స్నేహితుల వైపుకి తిరుగుతూ ఉంటాం కానీ దేవుడు ఆశపడేది ఏంటంటే మన కన్నిటిని ఎవరు ఎదుట పెట్టాలి అని అంటే దేవుని ఎదుట పెట్టే వారమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామే పగటి వేళ హల్లలుయ అన్న తన జీవితంలో చేసింది అదే కదా అన్న తన జీవితంలో ఎంత బాధ ఎంత వేదన తన జీవితంలో బిడ్డలు లేక అనుభవించిందో మనందరికీ తెలుసు అనేక సంవత్సరాలు అదే బాధతో తన కుటుంబ జీవితాన్ని కొనసాగించింది కానీ అక్కడ మనం చదువుతున్నప్పుడు తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక సంవత్సరం ఆ వేదన భరించలేక తనకున్నటువంటి భారాన్ని భరించలేక తను ఏం చేస్తుందంటే వెంటనే పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్తుందంట దేవాలయానికి వెళ్తున్నట్లుగా మనం చూడగలుగుతాం దేవాలయానికి వెళ్ళి అక్కడ తన కన్నీటిని పెట్టడం ప్రారంభించింది అక్కడ తన కన్నీటిని విడవడం ప్రారంభించింది వెంటనే దేవుడు తన కన్నీటిని చూసి హన్నాను దేవుడు దీవించినట్లుగా మనం చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియ మనం కన్నీళ్లు పెడుతున్నప్పుడు మనం ఆశ్రయించేది దేవుని సన్నిధిలో అయి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన మొరలు వినడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడని దేవుని దేవుని మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా ఇజ్రాయేలీలు అనేక సంవత్సరాలు సుమారు నాలుగు వందలకు పైగా సంవత్సరాలు ఇదిగో ఐగుప్తి యొక్క దాస్యత్వంలో ఐగుప్తి యొక్క బానిసత్వంలో వేదనలు అనుభవిస్తున్నారు వారు పెట్టేటువంటి చాకరి పనులు చేయలేక ఆ బరువులు మోయలేక వారి హృదయం ఎంతో నలిగిపోతున్న పరిస్థితుల్లో వారు ఏం చేయడం ప్రారంభించారంటే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవడం ప్రారంభించారు బిగురుగా దేవునికి స్థుతులు చెల్లించగలుగుతామా హలేలుయా వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టడం ప్రారంభించారో ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో వారి మొరలు పెట్టడం ప్రారంభించారో వారి విన్నపములు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పెట్టడం ప్రారంభించారో దేవుడు వారి మూలుగును విన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగురుగా దేవునికి స్తోత్రం చెల్లిందామా హలేలుయా అంత గొప్ప దేవుడు మన దేవుడు దేవుడు తన బిడ్డల యొక్క కన్నీటిని చూచే దేవుడు ఇంకో చోట ఏమంటాడంటే దేవుడు తన బిడ్డల యొక్క కన్నీటిని ఎలా మారుస్తాడంట నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు హలలియ ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో మనము కన్నీళ్లు పెట్టగలిగినట్లయితే ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో మనం ఆశ్రయించగలిగినట్లయితే దేవుని సన్నిధిలో మన బరువులను మన హృదయ భారాన్ని మనం దేవుని సన్నిధిలో పెట్టగలిగినట్లయితే దేవుని హస్తాల్లో మనం పెట్టగలిగినట్లయితే దేవుడు మన కొరకు అద్భుతం చేయడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగరగా కింద దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలియ అలాగా ఇజ్రాయల్ ఇజ్రాయిలు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు వారు ఏం చేయడం ప్రారంభించారంటే దేవుని సన్నిధిలో తమ బరువులు పెట్టడం ప్రారంభించారు ఇక్కడ మనం చూడగలిగినట్లయితే రెండు పదాలు అక్కడ మనం చూడగలుగుతాం ఒకటి వారు ఎలా ఉన్నారంటే ఐగుప్తు ఐగుప్తు అనేటువంటి మాట రెండు రెండు విధాలుగా రెండు కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి ఐగుప్తు అనేది ఒక బంధకం రెండవది ఐగుప్తు అనేది ఒక బరువు రెండు పదాలు నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి ఒకటి ఐగుప్తు అనేది లోకమైనటువంటి బంధకంతో కూడినది రెండవది ఐగుప్తు అనేది లోకమైనటువంటి బరువుతో కూడినది బరువు వేరు లేకపోతే భారము వేరు ఆ బంధకము వేరు భారం అంటే ఎటువంటి భారం ఉంటుంది మనకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి బాధలు మనకున్నటువంటి ఆ వేదనకరమైనటువంటి అనుభవాలు బంధకం వేరు బంధకం అంటే మనకున్నటువంటి బలహీనతలు అది కోపం కావచ్చు అసూయ కావచ్చు పగ కావచ్చు ద్వేషం కావచ్చు ఇవన్నీ ఏంటంటే బంధకాలు ఐగుప్తులో ఇవి రెండు ఉంటాయి బంధకం ఉంటుంది భారము కూడా ఉంటుంది సో ఐగుప్తులో జీవించేవాడు ఈ రెండింటితో ఏమవుతాడంటే ఈ రెండిటితోనే ముందుకు జీవిస్తూ ఉంటాడు అయితే దేవుడు ఈ రెండిటిలో నుంచి మనకి విడుదల ఇవ్వాలని ఆశపడే దేవుడై ఉన్నాడు మనము ఆ ఆ లోకమైనటువంటి బంధకొల్ల నుండి విడుదల పొందుకోవాలి అలాగే లోకమైనటువంటి ఐగుప్తు బరువును కూడా మనము మనము తీసివేసే వరమై ఉండాలి ఆ బరువును కూడా మన హృదయంలో నుండి దేవుడు తీసివేయాలని ఆశపడే దేవుడై ఉన్నాడు మనకి లోకమైనటువంటి లేకపోతే ఐగుప్తు అనేటువంటి బరువు మన జీవితంలో ఉంటుంది అలాగే ఐగుప్తు అనేటువంటి బంధకొల్ల కూడా మనం జీవి చూపిస్తూ ఉన్నాం లోకమైనటువంటి బంధకం అంటే ఒకటి పాపమైనటువంటి బంధకం మన చుట్టూ ఉంటుంది ఆ బంధకంలో నుండి మనం ఏం చేయబడాలి అంటే విడుదల పొందుకోవాలి అలాగే లోకమైనటువంటి బరువు లేకపోతే లోకమైనటువంటి భారం మన హృదయంలో అపవాది పెడుతూ ఉంటాడు ఆ వేదనలు మన కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు వేదనకరమైనటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా బాధలు చిరాకులు ఇవన్నీ కూడా ఎటువంటివంటే మన హృదయంలో అపవాది పెట్టేటువంటి భారాలు దేవుడు ఆశపడేది ఏంటంటే ఈ ఐగుప్తు అనేటువంటి భారము అనే లేకపోతే ఒక మాటలో చెప్పండి ఇంకో చోట ఏమంటాడంటే ఈ లోకం అనేటువంటి కాడి క్రిందల నుంచి మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే విడిపించాలని ఆశపడుతున్నాడు అలాగే ఈ ఐగుప్తు లేకపోతే లోకమైనటువంటి బంధకముల నుండి మనకి విడుదల ఇవ్వాలని దేవుడు ఆశపడే దేవుడు అని మనం చూస్తాం అందుకనే మతేశ్వార్త పదకొండవ అధ్యాయంలో ఏమంటాడంటే ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని విశ్రాంతినిస్తా నేను సాత్వికుడను మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగము యేసుప్రు వారు మాట్లాడితే అంటే ఇదిగో భారము మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొక్కకు రండి ఆ భారాన్ని నేను తీసివేస్తాను మీరు అనుభవిస్తున్నటువంటి ఆ కాడిని నేను మీ యొద్ధ నుండి తీసివేస్తాను లోకమున్నటువంటి కాడిని మీ యొద్ధ నుండి తీసివేస్తాను నా కాడిని నేను ఏం చేస్తానంటే మీ మీద పెడతాను అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ కనుక దేవుని బిడ్డల జీవితంలో దేవుడు ఆశపడేది ఏంటంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకం ఒకవేళ మనల్ని బంధించినట్టు మనకు అనిపించవచ్చు లోకంలో ఉన్నటువంటి పాపములను మనల్ని బంధించి వేసినట్టు అనిపించవచ్చు అలాగే లోకం ఉన్నటువంటి శ్రమలు లోకంలో ఉన్నటువంటి వేదనలు ఒకవేళ మన హృదయాన్ని భారము మన హృదయంలో భారం పెంచుతూ ఉండొచ్చు కానీ దేవుని బిడ్డల జీవితంలో దేవుడు ఆశపడేది ఏంటంటే వీటన్నిటిలో నుండి మీకు విశ్రాంతిని వాళ్ళని ఆశపడుతున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హల్లుయా అందుకని పేతృభక్తులు మాట్లాడితే ఏమంటాడంటే మీ చింతాయ ಯಾವತ್ತು ఆయన మీద వేయమంటున్నాడు అది ఏ విధమైనటువంటి చింత కావచ్చు ఏ విధమైనటువంటి వేదన కావచ్చు ఏ విధమైనటువంటి ప్రయాసము కావచ్చు నీ హృదయాన్ని బరువెక్కించేటువంటి ఎటువంటి వేదనకరమైనదైనా సరే అది దేవుని మీద పెట్టమంటున్నాడు అది దేవుని సన్నిధిలో పెట్టమంటున్నాడు అది ఆయన హస్తాల్లో పెట్టమంటున్నాడు నువ్వు మనుషులను నమ్ముకునడం కంటే రాజులను ఆశ్రయించడం కంటే రాజులకు లేకపోతే అధికారులకు నీ సమస్య చెప్పుకోవడం కంటే లేకపోతే యాజకులకు నీ సమస్య చెప్పుకోవడం కంటే లేకపోతే నీ తల్లి తల్లిదండ్రులకు సమస్య చెప్పుకోవడం కంటే దేవునికి నివేదన చెప్పుకోగలిగినట్లయితే దేవుడు నీ కొరకు అద్భుతం చేయడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గర దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతా హలలియా ఇస్రాయేలీ అనేక సంవత్సరాలు ఇదే ఐగుప్తు అనేటువంటి బంధకములో ఇదే ఐగుప్తు అనేటువంటి దాస్యత్వంలో ఇదే ఐగుప్తు అనేటువంటి హృదయ భారముతో వారు జీవిస్తూ ఉండగా దేవుడు వారి మూలుగును విన్నట్లుగా మనం చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియా అందుకని మరొక చోట అపోజిట్ పౌలు రాస్తూ ఫిలిపి పత్రికలో ఏమంటాడంటే ఒకసారి చదువుదాం మాట ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఆయన ఏమంటాడంటే దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా దేనిని గురించి చింతపడకుడు అంటున్నాడు అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు ఎటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితి అయినా కావచ్చు నీ కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్య కావచ్చు నీ బిడ్డల జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్య కావచ్చు ఎటువంటి చింత యావత్తైనా ఇదిగో దానిని గురించి చింతపడుగుడి దానిని గురించి ప్రయాసపడుకుంటుడు అంటున్నాడు ఎందుకంటే దానినన్నిటిని కూడా ఆ దేవుని హస్తాలకు సమర్పించమని అంటున్నాడు ప్రార్థన విన్నపముల చేత సమస్తాన్ని ఆయన హస్తాలకి సమర్పించమని దేవుడు ఆశపడుతున్నాడు బిగురుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలియ అనేక సార్లు మనల్ని ఇదిగో సులువుగా చిక్కులు పెట్టి అనేక సార్లు మనల్ని అయిగుప్తున్నటువంటి బంధకంలోనికి లాగేటువంటి అనేక బంధకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అనేక అనేకమైన విమల్ని ఇదిగో ఐగుప్తు ఐగుప్తులో ఉన్నటువంటి అనేకమైనటువంటి భారములు మన హృదయంలో బరువెక్కించేవి మనకి ఎదురవుతూ ఉంటాయి అవన్నీ మనకు చుట్టూతూ ఉంటూ ఉండగా వాటి మధ్య మనము జీవిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి ఆశపడేది ఎటువంటి బరువైనటువంటి సమస్య అయినా ఎటువంటి భారముతో కూడినటువంటి ఇబ్బంది అయినా అది నీ కుటుంబ జీవితంలో కావచ్చు నీ బిడ్డల జీవితంలో కావచ్చు నీ ఆర్థిక విషయాల్లో కావచ్చు ఎటువంటి విషయాలైనా సరే నీ ఆరోగ్య విషయం కావచ్చు ఎటువంటి పరిస్థితి అయినా సరే ఈ పగటి వేళ దేవుని హస్తాల్లో నువ్వు పొమ్మల ద్వారా నువ్వు తెలియజేయడానికి నువ్వు సిద్ధమైనట్లయితే దేవుడు నీ కొరకు అద్భుతం చేయడానికి దేవుడు శక్తిమంతుడు ఇజ్రాయేలీల జీవితంలో ఏ విధంగా దేవుడు వారికి విడుదల విడుదలను అనుగ్రహించాడు ఇజ్రాయేల్ జీవితంలో ఏ విధంగా వారిని విమోచించాడు దేవుడు నీ కొరకు అటువంటి విమోచన దయచేయడానికి అటువంటి విడుదల దేవుడు దయచేయడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా ఈ పగటి వేళ హలలుయ నా మాటలు నేను త్వర త్వరగా తీసుకువెళ్తున్నాను దేవుడు తన విడుదల జీవితంలో ఏం కోరుకుంటున్నాడంటే వారి చింత యావతుల్ని ఏం చేయాలనుకుంటున్నాడు తీసివేయాలనుకుంటున్నాడు ఎటువంటి చింతనైనా దాన్ని తొలగించాలని ఆశపడేటువంటి దేవుడు మన దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు అది ఎటువంటి భారమైనా సరే తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఎంతో గొప్ప తప్పిదం చేశాడు తండ్రికి దూరం అయిపోయాడు తండ్రికి అయిష్టమైనటువంటి కార్యం చేస్తూ జీవించాడు కానీ ఎప్పుడైతే తన తప్పును గ్రహించి తాను దేవుని సన్నిధికి లేకపోతే తండ్రి సన్నిధికి తిరిగి వచ్చాడు తండ్రి ప్రేమతో ఏం చేశాడంటే ఆ కుమారుని హత్తుకొని తనకు కావలసినవన్నీ కూడా ఇచ్చి తన ఊహించి దీవించిన దానికంటే అధికంగా తనను దీవించినట్టుగా మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం అహలలీయ ఇదిగో ఆ తండ్రిని విడిచి లోకంలోనికి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి బాధలు తాను ఎదుర్కొన్నాడు అనేకమైనటువంటి వేదనకరమైనటువంటి ఇబ్బందులు తాను ఎదుర్కొన్నాడు అప్పటి వరకు ఫ్రెండ్స్తో స్నేహితులతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు కానీ తనకున్నవన్నిటిని కోల్పోయినప్పుడు స్నేహితులే తనని విడిచిపెట్టేసిన పరిస్థితి ఎదురయ్యింది ఇదిగో తనకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇదిగో ధనమంతా కూడా తాను కోల్పోయాడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి తినడానికి ఆకలికి తిండి లేనటువంటి పరిస్థితి ఆఖరికి పంది పొట్టు తిని ముందుకు జీవిద్దామనుకున్నటువంటి పరిస్థితిలో తాను దిగజారిపోయినటువంటి పరిస్థితిలో కూడా ఏం చేశాడంటే తాను మరలా పశ్చాత్తాపడి తన తండ్రి వైపుకు వెళ్ళాడు తన తండ్రి వైపుకు మరలుకున్నాడు తన తండ్రి సన్నిధికి వెళ్ళాడు తండ్రి ఏం చేశాడంటే ప్రేమతో ఏమీ మాట్లాడకుండా తనని ఏం చేశాడు హత్తుకున్నట్లుగా మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం హలలుయ ఐగుప్తులు ఐగుప్తు అనేటువంటి అనుభవంలో ఇజ్రాయేలీలు అనేక సంవత్సరాలు అదే రీతిగా దేవునికి దూరమై దాస్యత్వంలో గడిపారు అనేక సంవత్సరాలు వారు అదే బంధకంలో వారు ముందుకు కొనసాగారు కానీ ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో వారు తిరగడం ప్రారంభించారో ఎప్పుడైతే వారు తిరిగి దేవుని సంఘు వారు కన్నీళ్లు పెట్టడం ప్రారంభించారు ఎప్పుడైతే వారు విన్నపంలో దేవుని సన్నిధులు పెట్టడం చేయడం ప్రారంభించారు దేవుడు వారి కొరకు అద్భుతకరమైనటువంటి విడుదల అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం అహాలలీయ దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇదిగో నువ్వు దేవుని వైపుకి తిరిగిన ఆయన ఏమంటాడంటే ఇదిగో నువ్వు నా వైపుకి తిరిగిన నేను నీ వైపుకు తిరుగుతానని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఒకవేళ నువ్వు దేవునికి దూరముగా ఉన్నట్లయితే ఇప్పటి వేళ దేవాది దేవుడు మన నుండి ఆశపడేది నువ్వు దేవుని వైపుకి తిరిగినట్లయితే దేవుడు నీ వైపుకి తిరిగి నీ ప్రార్థన విన్నపములు దేవుడు ఆలకించి నీకు కావాల్సిన విడుదలని అనుగ్రహించడానికి దేవుడు శక్తిమంతుడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగిరా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయా నువ్వు అనుభవించేది ఎటువంటి వేదనైనా సరే ఎటువంటి చింత యావత్తైనా సరే ఎటువంటి భారమైనా సరే ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో పెట్ట పెట్టడానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేయడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది మొట్టమొదటిగా దేవుడు తన బిడ్డల జీవితంలో ఏం కోరుకుంటున్నాడంటే ఎటువంటి ఎటువంటి చింత యావత్తు ఎటువంటి భారము వారు ఈ లోకపు భారము వారు వహించకూడదు అని దేవుడు ఆశపడేటువంటి దేవుడు కనుక దేవుని బిడ్డల జీవితంలో ఈ లోకమైనటువంటి భారం ఒకవేళ మీ జీవితంలో ఉన్నట్టయితే లోకమైనటువంటి బరువు మీ జీవితంలో ఉన్నట్లయితే లోకమైనటువంటి బంధకంలో మీరు జీవిస్తున్నట్లయితే దేవుడు మీ నుండి ఆశపడేది కోరుకునేది ఏంటంటే అందులో నుంచి మీరు విడుదల పొందుకోవాలి అందులో నుంచి మీరు ఒక విమోచన పొందుకోవాలి ఆ విడుదల పొందుకోవాలంటే దేవుని వైపుకి తిరగాలి దేవుని వైపుకి తిరిగి దేవుని సన్నిధులు మీరు మీ విన్నపంలో పెట్టగలిగినట్లయితే దేవుని సన్నిధులు మీరు మొర్ర పెట్టగలిగినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయడానికి ఒక విడుదల ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం మహలలియ రెండవదిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఎందుకంటే దేవుడు తమ బిడ్డల జీవితంలో ఒక స్వేచ్ఛను వల్ల ఆశపడుతున్నాడు అందుకని ఇజ్రాయేలీలు తమ తప్పిదం వల్ల నాలుగు వందల సంవత్సరాలు దాస్యత్వంలో ఉన్నప్పటికీ నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పటికీ తర్వాత దేవుడు మోషే అనేటువంటి నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు ఆ ఎన్నుకుని దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప ప్రణాళిక వారి పట్ల వేసి ఆ ఐగుప్తు అనేటువంటి ఆ ఫరో అనేటువంటి కాడి క్రింద నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి ఒక గొప్ప విడుదలను గురించి దేవుడు అద్భుతకరంగా దేవుడు వారిని విజయ వాక్యోత్సవంతో ముందుకు నడిపించినట్లుగా మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయా ఎందుకు దేవుడు వారికి విడుదలిచ్చాడు అని అంటే వారు ఆ విధంగా అటువంటి కాడి క్రింద ఉండాలని దేవుడు ఆశపడట్లా అటువంటి భారంతో వారు ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడట్లా అటువంటి బరువుతో వారు ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడట్లా వారి జీవితంలో ఒక స్వేచ్ఛ ఉండాలి వారి జీవితంలో ఒక స్వాతంత్రం ఉండాలి అదే దేవుడు కోరుకున్నాడు దేవుడు చేసినటువంటి వాగ్దానం చెప్పిన ఆ వాగ్దానం దేశంలోనికి వారిని నడిపించి స్వేచ్ఛగా జీవించేటువంటి అవకాశాన్ని ధన్యతని దేవుడు ఆ బిడ్డల జీవితంలో అనుగ్రహించినట్లుగా అని మనము దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం మహలలియ ఆ ఐగుప్తులలో నుంచి ఇజ్రాయిల్ని ఏ విధంగా అయితే విడిపించాడో ఏ విధంగా వారికి ఒక స్వాతంత్రాన్ని నుంచి ముందుకు నడిపించాడో మన జీవితంలో కూడా దేవుడు రెండవదిగా ఆశపడేది ఏంటంటే ఒక స్వాతంత్రము ఒక స్వేచ్ఛ కలిగినటువంటి జీవితము కలిగి ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇదిగో ఐగుప్తు అనేటువంటి పాపపు బంధకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ బంధకంలో నుంచి ఒక విడుదల మనం పొందుకోవాలి ఆ బంధకంలో నుంచి ఒక విడుదల పొందుకున్నప్పుడే స్వేచ్ఛ కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం ఆ పాపం ఉన్నటువంటి బంధకుల నుంచి ఎప్పుడైతే మనం విడుదల పొందుకుంటామో ఇజ్రాయేలీల జీవితంలో ఐగుప్తుల నుంచి ప్రాణ ఐగుప్తుల నుంచి వారు బయటపడడానికి కణాన దేశం వెళ్ళడానికి ఏ విధంగా దేవుడు ఆ వారు అబీబు నెలలో ఏం చేశారు పద్నాలుగో తారీఖున గొర్రె పిల్లను ఏం చేశారు పస్క ఏ విధంగా తన ఆ రక్తాన్ని వారి గుమ్మాలకి రాసుకున్నారో దేవాతి దేవుడు కూడా ఏం చేశాడంటే మనం స్వేచ్ఛను అనుభవించడానికి మనం ఒక విడుదల పొందుకోవడానికి మనం ఒక ఫ్రీడమ్ అనుభవించడానికి దేవాతి దేవుడు ఏం చేశాడంటే తన రక్తాన్ని మన కొరకు చిందించినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని శుద్ధీకరించి మనకు కావలసిన స్వేచ్ఛను ఆయన మనకిచ్చి ఏం చేశాడంటే మనల్ని ముందుకు దీవించినట్లుగా మనం చూడగలుగుతాం హెబ్రి పత్రిక పదవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఆ మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం పదవ అధ్యాయము పది నుండి కిందకు ఒకసారి చదువుదాం పరిశుద్ధపరచబడి ఉన్నాం ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి సదాకాలమునకు మనల్ని ఏం చేశాడంటున్నాడు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అంటున్నాడు బిగరే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ ఆ దేవాది దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక మన జీవితంలో వేసుకున్నాడంటే ఆ ఇజ్రాయేల్ బిడ్డల్ని ఐగుప్తుల నుంచి ఏ విధంగా విడుదలను గురించి ఒక స్వేచ్ఛ కలిగినటువంటి జీవితంలోనికి వారిని నడిపించాడు నడిపించాలని ఆయన ఆశపడ్డాడు దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితంలో కూడా పాపం ఉన్నటువంటి బంధకంలో నుంచి లోకం ఉన్నటువంటి కాడి క్రిందల నుంచి ఒక విడుదల అనుగ్రహించడానికి ఆయన ఏం చేశాడంట ఆయన ఒక్కసారిగా సదాకాలము నిలిచేటువంటి ఒక బలి నేర్పించాడు ఆయన రక్తాన్ని ఆయన చిందించి ఇదిగో ఆ రక్తము చేత మనల్ని కడిగి ఆ అమూల్యమైనటువంటి రక్తము వలన ఆ నిష్కళంకమైనటువంటి రక్తము వలన అధవాది దేవుడు ఏం చేశాడని మనల్ని శుద్ధీకరించి సదాకాలము నిలిచేటువంటి ఒక బలిని మన కొరకు అర్పించి సదాకాలం మనల్ని ఏం చేశాడంటే సంపూర్ణులుగా చేసి ఉన్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇంకో మాటలు చెప్ప చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడ్డాడు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడ్డాడు కానీ ఇజ్రాయేలీలు చేసినట్లుగానే ఐగుప్తీయుల్లో నుంచి బయటకు వచ్చినా సరే ఐగుప్తు అనుభవం నుండి బయటకు వచ్చినా సరే ఐగుప్తు అనేటువంటి ఆ కాడి క్రింద నుండి బయటకు వచ్చినా సరే వారు ఏం చేయలేదంటే ఐగుప్తును మరిచిపోలేదు ఐగుప్తులు వారు అనుభవించినటువంటి అవేమి వారు మరిచిపోలేదు దేవుడు ఇచ్చేటువంటి స్వేచ్ఛ కన్నా ఐగుప్తుల వారికి ఇచ్చే వారు వారు అనుభవించినటువంటి బరువే వారికి నచ్చినట్లుగా మనము తర్వాత అధ్యాయాల్లో మనం చూ చూస్తూ వెళ్తాం అవన్నీ వివరించడానికి సమయం లేదు నేను వచ్చే వారం కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను కనుక దేవాతి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఇస్రాయేల్ విడుదల జీవితంలో ఒక విడుదల వల్ల ఆశపడుతున్నాడు కానీ ఇస్రాయేల్ అటువంటి విడుదల పొందుకున్నా సరే ఆ విడుదలలో అధిక కాలం జీవించకుండా వాళ్ళు మరలా దేవునికి దూరమై దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేయడం ప్రారంభించినప్పుడు సీనాయ పర్వతం దగ్గర దేవునికి అయిష్టమైనటువంటి విగ్రహారాధన వారు చేస్తున్నప్పుడు దేవుడు మరలా నాలుగు రోజులు మూడు రోజుల్లో కణాన దేశము వారికి ఇవ్వాల్సిన స్వాతంత్రాన్ని అనుభవించడానికి వెళ్ళకముందే దేవాది దేవుడు ఇంకో నలభై సంవత్సరాలు ఎక్కడ తిప్పాడు వారిని అరణ్యంలో త్రిప్పినట్లు మనం చూడగలుగుతాం దేవుడు మనకి విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు మనకి స్వేచ్ఛని ఇవ్వాలని ఆశపడుతున్నాడు కానీ ఆ స్వేచ్ఛని అనుభవించడానికి ఆ స్వేచ్ఛను పొందుకుని అందులో జీవించడానికి మనమే అనేక సార్లు దేవుని హస్తాల్లోనికి మనం మనం సమర్పించుకోకుండా ఇదిగో మరలా ఐగుప్తు అనేటువంటి కాడి క్రిందల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఐగుప్తు అనేటువంటి లోకపు అనుభవాల్లోనే జీవిస్తూ ఉంటాం లోకపు జ్ఞాపకాల్లోనే మనం జీవిస్తూ ఉంటాం అందుకనే అనేక సార్లు దేవుడు ఏం చేస్తున్నాడంటే అయితే ఇంకొను మన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోకుండా ఇంకొను మన వాగ్దానాలను మనం పొందుకోకుండా దేవాతి దేవుడు మనల్ని ఇంకా ఆ అరణ్యపు అనుభవంలోనే నడిపిస్తూ ఉంటున్నాడు అనేక సార్లు ఇంకొను అనేక సార్లు ఆ శ్రమ అనుభవాలు గుండానే దేవాతి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు కనుక దేవాతి దేవుడు ఇప్పటి వేళ మన జీవితంలో లేకపోతే దేవుని బిడ్డల జీవితంలో ఆశపడేది ఏంటంటే ఎటువంటి చింత యావత్తైనా ఎటువంటి భారమైనా నువ్వు దేవుని వైపుకు తిరగడానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు దేవుని వైపుకు నువ్వు మరలుకోవడానికి సిద్ధపడినట్లయితే ఆయన దగ్గరగా నువ్వు విన్నపము చెప్పడానికి వినిపించడానికి నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే దేవాతి దేవుడు నీకు ఒక గొప్ప విడుదలవ్వడానికి దేవుడు శక్తివంతుడైనటువంటి వాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి సూత్రం చెల్లిద్దాము హలలుయ అలాగే రెండవదిగా దేవుడు మన జీవితంలో స్వేచ్ఛ ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఒక విమోచన ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఒక స్వాతంత్రాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ స్వాతంత్రం ఎవరి ద్వారా అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుందంటే యేసు యేసు క్రీస్తు ద్వారానే ఈ స్వాతంత్రం మనకి ఆయన అనుగ్రహించున్నాడని గల్తీ పత్రికలు మనం చూడగలుగుతాం ఆ స్వాతంత్రము ఆ స్వేచ్ఛ అది ఎవరో ఇవ్వలేనటువంటి స్వాతంత్రం అది అది లోకం మనకి ఇవ్వలేదు మన దేశం మనకి ఇవ్వలేదు మన రాష్ట్రాలు మనకి ఇవ్వలేదు మన అధికారులు మనకి ఇవ్వలేనటువంటి స్వాతంత్రం అది కానీ దేవాతి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇచ్చేటువంటి స్వాతంత్రం అది పాపమైనటువంటి బంధకంలో నుంచి పాపమైనటువంటి బరువులో నుంచి లోకమైనటువంటి ఆ ఆ శ్రమంలో నుంచి ఆ దేవాతి దేవుడు మనకు ఒక విడుదలను అనుగ్రహించి ఒక స్వేచ్ఛను అనుగ్రహించి దేవాతి దేవుడు మన ముందుకు నడిపించాలని ఆశపడేటువంటి దేవుడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గర దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలుయ ఈ పగటి వేళ అటువంటి వేదనకరమైనటువంటి అనుభవాలు ఉండగలిగేవారు ఈ పగటి వేళ అటువంటి భారాన్ని వహిస్తూ జీవిస్తూ ముందుకు వెళ్తున్న వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఐగిప్తు అనేటువంటి కాడి క్రింద జీవిస్తూ ఐగిప్తు అనేటువంటి లోకపు అనుభవాలు గుండా జీవిస్తూ అటువంటి భారాన్ని వహిస్తూ అటువంటి పాపం అనేటువంటి బంధకంలో జీవిస్తూ నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే అందులో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని వైపు కుమారులుగా నీ చింత యావత్ ఆయన సన్నిధిలో పెట్టగలిగినట్లయితే ఆయన నీ చింతనంతా మార్చి ఆయన నీ భారమునంతా మార్చి నీకు ఒక స్వేచ్ఛను అనుగ్రహించి నీకు ఒక స్వాతంత్రాన్ని అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపించాలని అతి దేవుడు ఆశపడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం నా మాటలు ఇప్పుడు ఇవాళ ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే వారం ఇదే మాటలు నేను కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను ఐగుప్తు జీవితంలో ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీలకు ఎటువంటి విడుదలను గురించి దేవాతి దేవుడు ముందుకు నడిపించాడు దేవుడు మన జీవితంలో కూడా ఆ రీతిగా మనల్ని ఆశీర్వదించి కావలసిన స్వేచ్ఛనిచ్చి మనం ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు అటువంటి జీవిత అనుభవంలోనికి నువ్వు నేను రావాలని దేవాది దేవుడు వాళ్ళు ఆశపడుతున్నాడు ఒక మన హృదయాలు దేవుని సన్నిధులు సమర్పించుకున్నట్లయితే అందరూ కింద మోకరించినట్లయితే మన చింత యావత్ దేవుని సన్నిధిలో పెట్టగలిగినట్లయితే దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేయడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి వాడు దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి ఇజ్రాయేలీలకి ఏ విధంగా ఐగుప్తులో నుంచి విడుదల గ్రహించాడు ఏ విధంగా ఒక గొప్ప అద్భుతం వారి ఎడల చేసి చూపించాడు ఈ పగటి వాళ్ళ మన ఎడలు కూడా దేవుడు అద్భుతం చేయడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఈ పగటి వేళ ఎటువంటి సమనైనా ఎటువంటి వేదనైనా ఎటువంటి శోధనైనా ఎటువంటి బంధకమైన ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో మనం మనం సమర్పించుకుందాం దేవుడు మనకి విడుదలవ్వడానికి శక్తిమంతుడు దేవుడు మనకు కావాల్సిన స్వేచ్ఛను అనుగ్రహించడానికి శక్తివంతుడైనటువంటి వాడు ఆ స్వాతంత్ర్యం మన మనుషులు ఎవరు లేరు ఆ స్వాతంత్రం మనకి ఎవరు ఇవ్వలేరు ఆ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ స్వాతంత్రం మనకి లభిస్తుంది ఈ తగడు వల్ల స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నారు ఈ తగడు వల్ల స్వేచ్ఛ కావాలి అని కోరుకుంటున్నవారు దేవుని హస్తాల్లోకి మన హృదయాల్లోకి ఎంత సమర్పించుకుందాం ప్రతి భారమున ఎదుగు తీసుకురమ్మంటున్నాడు ప్రతి భారము ప్రతి వేదన నా ఎద్ద పెట్టమంటున్నాడు నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇప్పటి వేళ ఎటువంటి వేదనైనా ఇప్పటి వేళ ఎటువంటి శ్రమ అయినా ఇప్పటి వేళ ఎటువంటి ఇబ్బంది అయినా నువ్వు రాజులు ఎదుటి పెట్టిన ఉపయోగం లేదు నువ్వు అధికారులు ఎదుటి పెట్టిన ఉపయోగం లేదు నువ్వు యాజకులు ఎదుటి పెట్టిన ఒకవేళ ఉపయోగం లేకపోవచ్చు నీ తల్లిదండ్రులు ఎదుట నువ్వు అది పెట్టిన ఉపయోగం లేకపోవచ్చు నీ బిడ్డలు ఎదుట పెట్టిన ఒకవేళ ఉపయోగం లేకపోవచ్చు కానీ దేవుని హస్తాల్లో కింద పెట్టి చూడు దేవుని హస్తాల్లో నువ్వు దేవుని సన్నిధిలో విన్నపి ప్రార్థించి చూడు దేవుని హస్తాల్లో నువ్వు ఒకవేళ నువ్వు మొరపెట్టి చూడు దేవుడు నీ కొరకు అద్భుతం చేయగలడు దేవుడు నీ కొరకు మార్గాలు తెరవడానికి శక్తివంతుడు ఆయన మాత్రమే సమర్థుడు నీ కొరకు స్వాతంత్రం ఇవ్వడానికి గొప్పవాడు ఇప్పుడు వీళ్ళ హృదయాలు సమర్పించుకుందామా సమర్పించుకుందాం హలెలు హలెలు హలెలు హలెలుయా జీసస్ ప్రభా నాకు ఒక విడుదల కావాలయ్యా నాకు ఒక స్వాతంత్ర్యం కావాలయ్యా నాకు ఒక స్వేచ్ఛ కావాలయ్యా ఈ లోకమున్నటువంటి కాడి క్రింద నుంచి నాకు ఒక స్వేచ్ఛ కావాలి ఈ లోకమున్నటువంటి బంధకంలో నుంచి నాకు ఒక విడుదల కావాలి ప్రభు అని ఆశపడుతున్న వారు రెండు హస్తాలు పైకెత్తండి Jesus, యహలలు Hallelujah, hallelujah, hallelujah, hallelujah, స్వర్ణత ద్వారా అనేక దినాలుగా అనేక సంవత్సరాలుగా ఇది లోకమైనటువంటి దుండకంలో జీవిస్తున్నాను ఇది లోకమైనటువంటి శ్రమంలో జీవిస్తున్నాను ఇది లోకమైనటువంటి బరువును నేను నా హృదయంలో మోస్తూ ఉన్నానయ్యా అందులో నా అందులో నాకు ఒక విడుదల కావాలి అందులో నుండి నాకు ఒక విడుదల కావాలి నేను ఎంతమంది ఆశపడుతున్నారు ఎంతమంది కోరుకుంటున్నారు ఇప్పటి వేళ స్వరమితుదాం స్వరమితుదాం Persidhan ikut sotram sotram sotram sotram sotram sotram sotram sotram sotram sotram Haleluya Haleluya Haleluya Haleluya Haleluya Haleluya Haleluya Haleluya Haleluya Haleluya Haleluya Glory Jesus Amen పరిశుద్ధురా సూత్రం సూత్రం సర్వతి దామా హలలుయా చీసు సమయం మహోన్నతుల మహాగణుడు దేవానికి గణమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామం బట్టి నాలుగు స్తోత్రాలే ఈ పగటి వేల ప్రభా కొన్ని విషయాల ప్రభావ మాకు ఇచ్చినటువంటి సమయంలో ఇది మీ సెలవులో ఉండి ప్రభావ మీ వాక్యం ప్రభావ మీ లేఖనాలు ప్రభావ చోటు కలగడానికి ప్రభావ ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నాలుగు ప్రభా ఇదిగో ప్రభా యుక్తులు ప్రభా అనేక సంవత్సరాల వేదనతో ఇదిగో భారంతో ప్రభా జీవిస్తున్నప్పుడు ఇదిగో వారి మరణ వేలి ప్రభా హాలెలుయ వారి కొరకు విడుదల గొప్ప దేవుడు ప్రభా పగడి వేల ప్రభా ఎవరైతే హృదయ భారంతో ముందుకు వెళ్తున్నారో ఇప్పటి వేళ ఎవరైతే వేదన గుండా జీవిస్తూ ఉన్నారో ఇప్పటి వేళ ఎవరైతే శ్రమలు గుండా జీవిస్తున్నారో ఇప్పటి వేళ ఐగుప్తు బంధకంలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ఇప్పటి వేళ అటువంటి వారందరినీ కూడా ఒకంత మీ హస్తాలకి సమర్పిస్తున్నాం ప్రభా వారి జీవితంలో ప్రభా ఒక గొప్ప విడుదల అనుగ్రహించండి వారి జీవితంలో ఒక గొప్ప స్వేచ్ఛను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు స్తోత్రం వారి జీవితంలో ఒక గొప్ప స్వాతంత్రాన్ని ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వందనాలయ్యా కృప కలిగిన వారు అమూల్యమైనటువంటి వ్యక్తి చేత మేము కడగబడి నిష్కలంకమైనటువంటి ప్రభా ఆ రక్తము చేత మేము కింద కడగబడి ఇదిగో ప్రభా లోకమైనటువంటి ప్రభా హలహీయ ఆ భారం ప్రభా మా నుంచి ప్రభా మీరు కడిగి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రం ప్రభా మాకు ఒక విడుదల అనుగ్రహించండి మాకు ఒక స్వేచ్ఛను అనుగ్రహించండి దేవానికి వందనాలు ప్రభా ప్రతి చింత అవతి పగడు వేళ ప్రభా ఇదిగో హలలుయ ప్రభా మీ సన్నిధిలో పెట్టగలిగేటువంటి ప్రభా గొప్ప హాలు అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వందనాలు ఈ పగడు వేళ ప్రభా అటువంటి వారిని ప్రభా మీ హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో సమస్తం ప్రభా మీ చేతికి సమర్పిస్తున్నాం ఇదిగో తోడండి దీవించండి ఆశ్రవదించండి దేవా నీకు వందనాలు ప్రభా గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఇదిగో కుటుంబ జీవితాల్లో స్వేచ్ఛను దయచండి కుటుంబ జీవితాల్లో ప్రభు స్వాతంత్రాన్ని దయచండి ఇదిగో బిడ్డల జీవితాల్లో స్వాతంత్రాన్ని దయచండి ఆర్థిక విషయాల్లో స్వాతంత్రాన్ని దయచండి అపవాది బంధించి వేసిన అపవాది ప్రభా హలో ప్రభా ఇదిగో ప్రభా తన బరువును ఉంచుతూ ఉన్నటువంటి ప్రతి అంధకాలం నుంచి ప్రభా ఇదిగో మీ బిడ్డలో జీవితం ఒక బిడుదల గ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా గొప్ప కార్యము చేయండి అద్భుతము చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వందనాలు ఇదిగో సమస్త మనవి ఇదిగో సమస్త భారము మీ సన్నిధిలో పెట్టగలిగిన అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు స్తోత్రం ప్రభా ఇదిగో సమస్తం ప్రభా మీ చేతికి సమర్పిస్తున్నాం తోడు నన్ను నడిపించండి దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్లాడ్ హలేలుయ మంచి వర్తమానం మనం విన్నాము ప్రియులారా ఇస్రాయేల్ను ఇస్రాయిల్ నుంచి ఐగుప్తు నుంచి దేవుడు విడిపించారు అక్కడ మాట ఉన్నది ఐగుప్తు వాడు పెట్టిన బరువులో నుండి దేవుడు విడిపించారని దేవునికి స్తోత్ర హాలేలుయ ఐగుప్తు వాడు బరువు పెట్టేశారు ఇస్రాయేల్ మీద ఎన్నో బాధలు శ్రమలు బరువు భారంగా ఉంటుంది వాళ్ళకి అలాంటి దానిలో విడుదల పెట్టడానికి మన దేవుడు శక్తిమంతుడు మన అపవాది చేతిలో ఉన్న అపవాది ఏం చేస్తారంటే మన మీద బరువు పడతారు భయంకరమైనటువంటి బరువు కష్టం బాధలు శ్రమలు అపవాది ఎప్పుడు కూడా మనకు సహాయం చేయవాడు కాదు మన విమోచించేవాడు కాదు సాతానుడు మన బరువు పెట్టి మన మోసం చేసి మనల్ని భయంకరమైనటువంటి శ్రమంలోనికి కష్టంలో తీసుకువెళ్ళేవాడే సాతానుడు అది మనం గ్రహించాలి అపవాది చేతిలోని మనం విడుదల పొందాలి దేవుని కొర జీవించాలి దేవుడిలో మనం ముందుకు సాగినప్పుడు ఆ దేవుడు మనకు తోడయుండి అపవాది చేతిలోని విడిపించి దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తా దేవునికి సోత్రాహాలేలుయా అలాగే ఇరవై ఒకటి సంవత్సరం ప్రియులారా మన అపవాది చేతిలో పడిపో పడిపోవటం కాదు సాతాన్ యొక్క చేతిలో మనం ఉండటం కాదు అపవాది చేతిలో ఉండి మనం ఒక విడుదల పొందాలి ఆ బరువులోని మనకు విడుదల పొందాలి దేవుని కొరకు మన జీవితాలు మనం సమర్పించుకొని ఆ ప్రభువులో మనం ముందుకు సాగుదా మనల్ని విడిపించినటువంటి దేవుడే మనకు తోడై ఉన్నాడు హాలేలుయా ఆ దేవుడు మనల్ని ఇంకా దీవించి మనల్ని బలపరిచి ఈ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం దేవుడు మనకు కనికరించినట్లయితే దేవుని కొరకు ప్రియులను నిలబడాలి అమ్మవాది బరువు కింద మనం కాదు అమ్మవాది చేతులు మనకు కాదు అయితే ప్రియుల దేవుడిలో మనం ఉండి దేవుని కొరకు మనం ముందుకు సాగుతూ దేవుడు మనల్ని బలపరిచి నడిపించడానికి ప్రభుత్వంలో సమర్పించుకొని మనం ముందుకు సాగిపోద్దాం ఈ సమయంలో పిల్లలు మనందరం కూడా లేచి నిలబడి ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు వేసి దేవుణ్ణి మయపరుస్తాం ప్రభుత్వం سيد كلهم పాడేదం ఆర్భాటము చేసేదం చేతట్టి పాడేదం పాకాలు ఊదెదం ఆత్మతో పోరాడేదం ఆర్భాటము చేసేదం సిలువను చాటెదం ప్రేమను చూపెదం సిలువను చాటెదం ప్రేమను చూపెదం ప్రభుయేసు కొరకు జీవించెదం ప్రభుయేసు కొరకు జీవించెదం అల్లెలూయా జయము మనదే అల్లెలూయా జయము మనదే అల్లెలూయా జయము మనదే అల్లెలూయా జయము మనదే యోదు యాత్రికులం సిలువ సై కొలిచెదం ఎడతెగక ప్రార్థించేదం సాతాను నెదురించెదం జయభేరి మ్రోగించేదం ఎరికోను కూల్చేదం ఎడతెగక ప్రార్థించేదం సాతాను నెదురించెదం భేరి మ్రోగించెదం సిలువను చాటెదం ప్రేమను చూపెదం సిలువను చాటెదం ప్రేమను చూపెదం యేసు కొరకు దేవుడు వాళ్ళని బలపరిచి మనకు తోడయుడు నడిపించడానికి పిల్లల ప్రవేశంలో సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకుందాం ఓ ఐగుప్తులో నుండి ఇస్రాయేల్ని విడిపించిన దేవుడు వారి బరువులో వాళ్ళు విడిపించి వారు కాపాడినటువంటి దేవుడు మనకు కూడా సహాయించడానికి దేవుడు శక్తిమంతుడు దేవుని సభలో పిల్లారా మన జీవితాలు మనం సమర్పించుకుందాం ప్రభు కొరకు మనం ముందుకు సాగుదాం దేవుని కొరకు నిలబడదాం అంత్యం వరకు కూడా ప్రభువులో నిరీక్షణ కలిగి ఆసక్తి కలిగి ప్రభువులో ముందుకు సాగడానికి మనం ప్రార్థిస్తాం దేవుడే మనకు తోడై ఉండి నడిపించేవాడు కృప మనకు అనుగ్రహించేవాడు మనకు సహాయం చేయవాడు దేవుని సభ ప్రియులారా మనం ముందుకు సాగుతూ దేవుని సభ సమర్పించుకుని ప్రభులో మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు కూడా దేవుడు మనతో మాట్లాడి దేవుడు మన బలపరిచినందుకు అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం ఆమె లూయ హాలే లూయ ప్రభుత్వంలో సమర్పించుకొని పిల్లారా దేవుడు ఇంకా వాళ్ళని బలపరిచి వాళ్ళని కాపాడి నడిపించిన నిమిత్తం మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం ఆమె ప్రార్థన చేసుకుందాం దేవుని సెలవు సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం పురుషులు ఎవరినొక క్లుప్తంగా ప్రార్థన చేయండి స్తోత్రం స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అయా యొక్క రెండవ ఆదివారం ప్రభావ మధ్యలో ఉండి ప్రభా ఈ రీతిగా నిన్ను స్థుతించడానికి కనపరచడానికి మహింపరచడానికి మీరు మాకు చిందందుకే మీ స్తోత్రాలు అయా పాటలో వాక్యంలో ప్రార్థనలో ప్రభు మీరు తోడుగోని సహాయం చేశారు ఇతర భాగంలో మీరున్నారు ఇదిగో మీ దాసులు ఇద్దరు నిలబెట్టుకుని మంచి వార్తమానం మాకు ఇచ్చారు ఇదిగో తండ్రి నైనా ఐగుప్తులో నుండి ప్రభా ఇస్రాయలను కాపాడిన దేవుడు ఐగుప్తుల బరువులు ప్రభా తీసివేసిన దేవుడు ప్రభా ఐగుప్తులో ఉన్న బరువులను ప్రభా మీరు తీసివేసిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు అలాగే మాలో ఉన్న బరువులను కూడా మీరు తీసివేయమని మేము ప్రార్థన చేయించున్నాము సమస్తమును ఎరిగిన దేవుడవు పరిచిన దేవుడవు బలపరిచిన దేవుడము తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాము అయా కొన్ని కొన్ని సమస్యలు ఉరికులు ఇబ్బందుల్లో ఉన్న వాటిలో నుంచి కూడా మీరు విడిపించమని మేము ప్రార్థన చేయించున్నాము అధికారం కలిగిన దేవుడవు అంధకారములో నుంచి నువ్వు లేవనెత్తిన వాడవు కనుక నీకు మాత్రమే మేము మొర్ర పెట్టుచున్నాము అయా ఇదిగో తండ్రి నేను సాతాను శక్తులు అంధకార శక్తులు తొలగించి అయా ఇది మీ జయము పొందుకున్నట్లు సమస్తమును దయచేయమని మేము ప్రార్థన చేయించున్నాము అయా రెండు వేల ఇరవైలో ప్రభా జరిగిన కార్యాలన్నీ కూడా ఎంతో శోధనతో మునిగి ఉన్నారు ప్రభా ప్రపంచం అంతా కూడా అయా దాన్ని తీసివేసి ప్రభా ఈ రెండు వేల ఇరవై ఏడులో ప్రభా మంచి గొప్ప అయా మరి సంఘాల మంచి జయము పొందుకోవడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేయించున్నాము సమస్తము దేవుడు ప్రభా నీకు స్తోత్రములు ఇంతవరకు నువ్వు చేసిన మేలికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక్కడ జరగబోచినప్పుడు మీరు తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావం మా ద్వారా మీరు పొందుకోమని ఏసు పరిశుద్ధనామం అడుగుచున్నాము తండ్రి తండ్రి తెలుస్తున్నాం ఇంతవరకు కూడా మాకు తోడై ఉండి నీ కృపా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం గత కాలం అంతా కూడా మమ్మల్ని కాపాడి నీ కృపలో పత్రపరిచి మాకు సహాయం చేసి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఐగుప్తులో ఉన్నటువంటి ఆ బరువులో నుండి ఇస్రాయిల్ని ప్రభా ఆ భారములో నుండి బరువు వారు కలిగినటువంటి కష్టములో నుండి ప్రభావాన్ని వారిని పిడిపించి ఓ నిన్ను ఆరాధించడానికి నీ కొరకు జీవించడానికి వారిని విడుదల చేసి ఎర సముద్రం దాటించిన దేవా నీకు చెల్లిస్తున్నావు ప్రభా మమ్మల్ని కూడా మీసల్లో ప్రభావమే మేము సమర్పిస్తున్నాం మీ కృప మాకు అనుకరించండి ఒకప్పుడు అపవాది చేతులు మేము ఉన్నాం మాకు విడుదల ఇచ్చారు ఇంత గొప్ప రక్షణ ధన్యత మా జీవితంలో మాకు అనుకరించి ఉన్నారు అయితే ప్రభా ఇంకా అపవాది అపవాది చేతులకు వెళ్లకుండా నీ కృపలో భద్రపరచబడి నీ కొరకు మేము ముందుకు సాగిపోవడానికి నీవే మా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎల్లప్పుడూ మాకు తోడై ఉంటుంది ఆయన దూదలతో ఖర్చు వేయండి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా నీ మమ్మల్ని కాపాడి మమ్మల్ని బలపరిచి ప్రభు ఇరవై ఒకటిలో ప్రవేశించి ఈ విధంగా నేను ఆరాధించడానికి నేను మైపరచడానికి కృప మీరు ఇచ్చినారు ప్రభా ఇరవై ఒకటో సంవత్సరంలో దీవన దీవనండి దూదన కృప నూతన దీవనంతో మమ్మల్ని ప్రభా ఆశీర్వదించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభా నీ కొరకు ఎక్కువ మీ ముందుకు సాగడానికి అనుకరించండి పరిచయంలోను ప్రభా నీ సన్నిలో ప్రభా ఆత్మీయమైనటువంటి జీవితాల్లో ఎక్కువ ముందుకు సాగిపోవడానికి కృపయు శక్తియు అలెలుయ ధారాళముగా ప్రభా ని మాకు అనుకరించమని ప్రార్థిస్తున్నాం అందరిని ప్రభా పేరు పేరుగా దీవించండి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించు ఈ సమయంలో నాయన ఎత్తవంటి కానుకలు సందాభి అన్నటి కొరకు ప్రార్థిస్తున్నాము అన్నిటికీ ఆయన ప్రతివేళ మీరు దాల్చి సమృద్ధిగా బిడ్డలను మీరు దీవించండి ఎల్లప్పుడూ మీ తోడ ఉంటూ ప్రభా కృప అనుకరించండి ప్రార్థన ఆలపించి నీ నామం తండ్రి నీవే మహిమ పరచమని కృప అనుగ్రహించమని సహాయించమని తోడ ఉంటుమని నీ నా మహిమ కొరకు నాయన సమస్త మీరు చేయమని ప్రార్థిస్తున్నాం కృపదాచేయండి అందరి మీ దీవనతో ఆశీర్వాదములు మీరు పంపించము ఎల్లప్పుడూ మా తోడ ఉంటుము నీ నామం తండ్రి మీరు మహిమ పరచమని కృపదాచేయని సహాయం మీరు చేయమని యేసు ప్రభు నామున వేడుకొనిచున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి యేసుకృష్ణ దేవుని సమాధానం పరిశుధాత్మ సహవాసం ఎల్లప్పుడూ మనందరితో పరిస్థితులందరికీ సదాకాలంతో తోడై గాక ఆమె మన ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా మనకు గురించిన దేవునికి స్తోత్రం అందరికి వందనాలమ్మా రెండవ ఆరాధన ఇంకా గంటలో ఉదయం మనం ప్రారంభిస్తాం